నిన్న నువ్వు మా బాస్ స్టమక్ అప్సెట్ చేసావు ఈ రోజు నుంచి వాడు సెటప్ మార్చి క్యాష్ కౌంటర్ దగ్గర సెటిల్ అయిపోయాడు ఏంటో క్యాష్ కౌంటర్ సీట్ కి కమౌంట్ ఫిట్ చేయించమంటావా నేను భయపడేది అందుకు కాదురా మరి? వద్దు వస్తే ఏమంటుందేమోనని ఇందులో అనడానికి ఏముంది నీకేం తెలుసు వాళ్ళక్క మరీ మరీ చెప్పిందని ప్రతి పావుల ఆచితూచి లెక్క పెట్టుకుంటూ క్యాష్ కౌంటర్ మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు ఎవడో వచ్చి తన సీట్ ఆక్రమించుకుంటే పొద్దు చూస్తూ ఊరుకుంటుందా అబ్బే పద్దు చాలా సాఫ్ట్ మనిషిరా నువ్వేం పట్టించుకోకు నువ్వు గిర్నీకి వెళ్ళి పిండి పట్టించుకురా ఒరేయ్ తొందరగా పెట్టరా మీరా రండి సార్ మా అమృత విలాసులో మీ మొదటి రోజు కులాసాగా జరగాలని కోరుకుంటున్నాను నువ్వెక్కడికి పిండిని పిండి చేయడానికి అదే పిండి గిర్నీకి సార్ గిర్నీకా తొందరరా ఎంత చిరాగ్గా పెట్టవరా ఫేస్ ఆంజలు ఏంటండి నేను అలా ఎస్టీటీ బూత్ వరకు వెళ్ళొస్తాను కొంచెం క్యాష్ కౌంటర్ జాగ్రత్తగా చూస్తూ ఉండే సరే వెళ్ళండి చూస్తున్నావు కదా చేచి ఈడు గుడ్లు సర్ది లోపల ఎవడో ఒకడు క్యాష్ నొక్కేస్తాడు కూడా తీసుకెళ్ళిపోవడం బెటరు ఏమ్మా ఎందుకలా చర్చ కొరికితే ఎందుకలా ఖర్చావని అడుగుతావు కాబట్టి ఏ నీకేమైనా మెంట్లా ఇంకొకటిచ్చి డెంటల్ హాస్పిటల్ కి పంపిస్తాను ఎంత ధైర్యం నీకు పట్టపగలే దొంగతనం చేస్తావా నేను దొంగతనం చేయడం నా కళ్ళ ముందే క్యాష్ కాజేసి ఇంకా బుకాయిస్తావా ఓర్ నాయన నేను దొంగ కదమ్మా తల్లి వదిలిపెట్టా నోరు ముయ్యి ఎద్దులో ఉన్నావు బుద్ధిగా పనిచేసుకోక దొంగ పనులేంట్రా ఇదిగో నువ్వు మరీ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు షటప్ పింజారి వెధవ నీ మొహానికి మళ్ళీ సఫారీ సూట్ ఒకటి ఆంజలు చూడు ఈ అమ్మాయి నన్ను పట్టుకుని దొంగ దొంగ అన్నట్టుంది ఆయన దొంగ కాదమ్మా వీడు దొంగే ఆ మొహం చూడు అయ్యో కాదమ్మా అవునన్నయ్య క్యాష్ కౌంటర్ నుంచి డబ్బులు కొట్టడం నేను కళ్ళారా చూశాను క్యాషియర్ గా డబ్బులు జేబులో పెట్టుకున్నాను తప్ప ఆంజలు క్యాషియరా ఏ బ్యాంక్ కి పద్దు నీకు కొన్ని విషయాలు తెలియవు నువ్వు ఇలా రా నేను చెప్పేది విను ఇలా రామ్మా పారిపోతాడన్నయ్య ఆయన ఎవరనుకుంటున్నావు మీ బావకి బాసు ఎక్కడా కుక్క బిస్కెట్ల కంపెనీలో ఇంకా కుక్క బిస్కెట్లేంటి ఆ ఉద్యోగం ఎప్పుడు ఊడిందిగా అవును నిన్న ఈ బాస్ది కూడా ఊడింది అయితే ఊడింది మన వల్ల అందుకని టెంపరీ అడ్జస్ట్మెంట్ కింద ఆ క్యాష్ కౌంటర్లో కూర్చోమన్నాం అదేమైనా పార్క్లో బెంచా రిటైర్ అయిన వచ్చి కూర్చోడానికి ఆ సీటు మా అక్క నాకు వారసత్వంగా ఇచ్చింది అందులో ఎవరూ కూర్చోడానికి వీల్లేదు క్యాష్ కౌంటర్లో చేయబడ్డానికి అసలు వీల్లేదు అదిగో చూసావా అన్నయ్య అప్పుడే కూర్చుని పోయాడు లే అప్ అమృతం ఈ సీట్ నాకు ఇచ్చాడు నేను మూడు లెక్కబెట్టేలోపు మర్యాదగా లేస్తే సరి లేకపోతే మరిగే నువ్వు తెచ్చి నెత్తిన పోస్తాను అది కాదమ్మా వన్ ఇప్పుడు టూ మూడంటే మూడింది ఆఫ్ చేయమని చెప్పు పద్దు ఇలా రామ్మా కరెక్ట్ టైంకి వచ్చావు అమృతరావు చూడు ఇంత అక్కడి నుంచి ఈ అమ్మాయి నానా రసా చేస్తుంది సార్ మీరుండండి ప్లీజ్ రామ్మా నేను ఎక్కడికి రాను నేను కాలేజీకి వెళ్ళొచ్చే లోపు మీ బాస్ క్యాషియర్ సీట్ కాజేస్తాడా ఒకసారి ప్లీజ్ నేను ఒప్పుకోను వద్దురా ఏంటి బాబా ప్లీజ్ వద్దు నా మాటిని కొన్ని రోజులు ఒప్పు పట్టు ఇదేంటి ఈ సీట్లో నువ్వు కూర్చున్నా ఈ సీట్ నాది కాబట్టి నీదా అమృతం అమృతం ఏంటిది కాఫీ సార్ ఇది కాదు అటు చూడు ఏంటిది సార్ ఏదో చిన్నపిల్ల పైగా నా మరదలు ముచ్చట పడుతుంది కూర్చొనివ్వండి అయితే నేనేం చేయను క్లీనింగ్ చేయనా చేయండి కాదు కాదు సార్ సార్ సార్ ప్లీజ్ ఒక ఐదు నిమిషాలు పోతే అది కాలేజీకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సీట్ మీదే ఈ లోపు మీరు పని చేస్తారా ఈ రోజు స్పెషల్ గారే ఉలవ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు అని చెప్తాను గ్లామర్ తగ్గినట్టుంది కొంచెం మేకప్ వేసుకుందాం వీడేం చేస్తున్నాడు దొక్కుతున్నాడులే ఈలో పెళ్ళి మేకప్ కిట్ తెచ్చుకుందాం దొంగ మొహోడు ఇలా వెళ్ళానో లేదో అప్పుడే సీట్ కాజేశాడు ఏ కాలేజీకి ఇంకా టైం అవ్వలేదా కాలేజీకి టైం అయింది నేనే వెళ్ళట్లేదు ఇలా కాలేజ్ ఎగ్గొడితే నీ చదివేం కావాలి కాలేజీకి వెళ్ళకపోతే నా చదివే పోతుందో ఇక్కడ క్యాష్ పోతుందో మాకు తెలుసులే ఆంజలు నేను ఇంకింటికి పోతున్నాను వెళ్ళు బాబు రండి ఇక్కడ కడితే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ రండి బాబు రండి ఇక్కడ బిల్ కడితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ రండి బాబు రండి ఇక్కడ కడితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇక్కడ కడితే నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇక్కడ కడితే హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ పదండి వీళ్ళిద్దరికి తల తిక్కెక్కి డిస్కౌంట్ ఇస్తే పీకలాగా మెక్కారుగా నక్కలేదు కామన్ సెన్స్ దీంట్లో వేయండి డబ్బులు బిల్లు కూడా వేయండి పోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అన్నప్పుడు కట్టేసి త్వరగా నడకండి బిల్లు మొత్తం తీసేసుకున్నా ఎంత ఏంటి మీ క్యాష్ కౌంటర్ల గురించి దెబ్బలాడుకుంటూ నా జేబులో క్యాష్ లేకుండా చేద్దాం అనుకుంటున్నారా ఇక్కడి నుంచి మీ ఇద్దరు పని ఏమిటంటే మెక్కిన వాళ్ళందరూ కరెక్ట్ గా దీంట్లో డబ్బులు వేస్తున్నారో లేదో చూడండి అంతే బావా మూసుకో అమృతం సేమ్ డైలాగ్ రంజీ నాకు స్ట్రాంగ్ కాఫీ దీంతో ఇరవై వేలు ఈ నెల మన ఖర్చులన్నీ పోను మన హోటల్ మీద మనకు వచ్చిన లాభం కష్టే ఫలి ఆ. ఏంటా తొందర ఈ హోటల్ మేనేజర్ గా ఈ డబ్బులన్నీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత నాది ఎవరికి మనకే నా శాలరీ పన్నెండు వేలు నేను తీసుకుంటున్నాను ఆ? ఏంటలా తెల్లముఖం వేసుకుని చూస్తావు ఇదిగో నీ శాలరీ నాలుగు వేలు తీసుకో ఇదేంటిది పప్పురేటర్కి నాలుగు వేలా మేనేజర్కి పన్నెండు వేలా మరి బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ ఎలా కట్టను ఇదిగో ఇన్స్టాల్మెంట్ మూడు వేలకి తీసుకో మరి నాకు నీకు ఇదిగో అన్యాయులు ఈ వెయ్యి ఉంచుకో వెయ్యా సార్ ఇది అన్యాయం ఈ హోటల్ గా శాలరీని డిసైడ్ చేయవలసింది నేనే కదా కానీ ఈ హోటల్ మేనేజర్ గా మీ అందరికీ జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత నాది అంటే మీ అంతటి మీరే ఒక పోస్ట్ క్రియేట్ చేసేసుకుని శాలరీస్ కూడా డిసైడ్ చేసేసుకుంటారా ఏ నా ఉద్యోగం పోవడానికి కారణం నువ్వు కదా అయితే అయితే ఏంటి నాకు మళ్ళీ జీతం పన్నెండు వేలు దొరికే వరకు నేను ఇక్కడే మేనేజర్ని నా జీతం పన్నెండు వేలు అంతే ఇలా నా హోటల్లో వచ్చిన లాభాలన్నీ మీరు తినేస్తే మరి నేనేం తినాలి నువ్వు హోటల్లో మిగిలింది తిను మరి ఇంత హార్డ్ వర్క్ చేసిన నాకు వెయ్యేంటి ఇంతకు ముందు ఇది కూడా లేదు కదా తీసుకుని తృప్తిపడు మేమేమో మీరిచ్చింది తీసుకుని తృప్తి పడాలా మీరేమో కావలసినంత జోలో పెట్టుకుంటారా సార్ ఇలా అయితే ఈ హోటల్ నడపడం నా వల్ల కాదు సార్ మూసుకు కూర్చోవడం బెటర్ అంతే ఇదిగో నువ్వు మూసు కూర్చుంటావా నన్ను మోస్తూ కూర్చుంటావా నీ ఇష్టమయ్యా ఇలా ఎంతకాలం అని మెప్తాడని మిమ్మల్ని ఇదిగో ఆంజేయులు పోయిన చోటే వెతుక్కోమన్నారు పెద్దలు మీ ఇద్దరి వల్ల నా ఉద్యోగం ఇక్కడే మట్టి కొట్టుకుపోయింది అందుకే ఇక్కడ సెటిల్ అయ్యాను నేను ఇదేంటి ఆటో కన్వీన్స్ ఏంటి సార్ ఇది ఏమన్నా బాగుందా ఏంటి బాగుంటాం వర్కర్లు మొత్తం అనిపించేయటం చాలా బాగుంది బాగుంటుంది సార్ మీకే ఇంచెక్క కుషన్ గుచ్చిలో కూర్చుని డబ్బులు వసూలు చేసుకుంటున్నారు నెలాఖరికి డబ్బులు మొత్తం బొక్కేస్తున్నారు ఈ సిచ్యువేషన్ నీ స్వయం కృషితో సంపాదించుకున్నావు సార్ అసలే నేను పెట్టిన క్లీనర్లు సర్వర్లు నెలకి పది రోజులు వస్తున్నారు మిగతా ఇరవై రోజులు ముప్పై కారణాలు చెప్పి ఎగ్గొట్టేస్తున్నారు ఆ పది రోజులు కూడా నేను మనశాంతి కొంతరా అందుకే ఆ పది రోజులు కూడా వాళ్ళని రావద్దని పంపించేశాను ఒక పని చేయండి సార్ నన్ను అండమాన్ పంపించేయండి ఆఫ్రికా పంపిస్తా లేకపోతే ఏంటయ్యా వచ్చిన ఆదాయం పంచుకోగా వాళ్ళకి జీతాలుగా ఇవ్వడానికి ఏం మిగల అవునా అదేంటి సార్ అన్ని ఖర్చులు పోను ఇరవై వేలు మిగిలిందన్నారుగా ఇందులో వాళ్ళ జీతాలు ఇవ్వలేదా వాళ్ళ జీతాలు కూడా ఇందులోనే ఇస్తే నా జీతానికి షార్ట్ అయ్యేది షార్ట్ అయ్యేదా అసలు నాకు తెలియకుండా వీళ్ళందరినీ ఉద్యోగులను మానిపించడానికి మీరు ఎవరండి బాస్ నేనా మీరా బాస్ నేనే కదా ఆ బాస్ కాదండి ఈ హోటల్ కి ప్రొపరేటర్ మీరా నేనా ప్రొపరేటర్ ఎవరన్నది కాదు ముఖ్యం మేనేజర్ ఎవరన్నది అంటే ప్రొపరేటర్ కంటే మేనేజర్ ఎక్కువ ఏ దేశంలో ఈ దేశంలోనే ముష్టి మూడు రంగురంగుల గొడుగులు పెట్టుకుని ఇదేదో పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో ఫీల్ అయిపోతున్నావే ఓనర్ అన్నాక అన్ని పనులు చేయాలి వెళ్ళి మాన్పించేసిన పనులన్నీ చేయాలా నేనా నువ్వే ఎలా అన్యాయంగా ఉందండి అన్యాయంగానే ఉంటది ఇదిగో ఎల్రా ఆ, ఏంటి వాయిస్ రేస్ చేస్తున్నావు ఏం లేదే కూర్చా నీకో విషయం చెప్తున్నాను జాగ్రత్తగా విను ఈ రోజు మొదలు రాత్రి పదకొండు గంటల నుంచి మర్నాడు ఉదయం ఐదు గంటల వరకు మాత్రమే నువ్వు ఓనర్వి ఏది నేను పడుకునే టైంలోనా పడుకునే టైంలోనే అంతేకాదు ఇలా రంగురంగుల బట్టలు వేసుకుని నువ్వు సర్వ్ చేసావు అనుకో చూసేవాళ్ళకి అంత బాగోదు బాగోపోతే బాగోపోతే బేరాలు పోతాయి వెళ్ళి సుందరంగా వదిలేసిన డ్రెస్ వేసుకో వెళ్ళా ఆడుకున్న డ్రెస్ సెన్స్ కూడా లేదు నీకు అవును నాకు లేదు ఈడుకుంది ఉద్యోగం పైన తుప్పటి పైన సఫారీ డ్రెస్ వేసి తిరుగుతుంటాడు యాదవ అమృతరావు సార్ ఆంజనేయ రమ్మను రేయ్ ఆ. ఆడు ఏంటి సార్ పిలిచారంట ఏంటి వాళ్ళ special white rice white rice special ఏంటయ్యా అన్నం బాగా కుదిరింది సార్ ఇక నుంచి నీ ఇష్టం వచ్చినట్టు white rice green rice yellow rice కాదు నేను చెప్పిన స్పెషల్ ఐటమ్స్ చేయి మీరు తినడానికి మేనేజర్ గారు జనానికి అమ్ముకుంటానికి అది కాదండి నేను చెప్పి మూసుకుని చెప్పిన ఐటమ్స్ చెయ్యి లేదంటే సేల్స్ పడిపోతాయి నీ జీతం తగ్గిపోతుంది నాకు తగ్గేంత జీతం ఏం లేదులేండి మీరు మాత్రం బ్రహ్మాండంగా జాగ్రత్త పడుతున్నారు చెప్పండి చైనీస్ రష్యన్ జాపనీస్ ఈ వారం అంతా ఈ వంటలు చేయి ఈ పుస్తకాలు చదివి Mexican Burmese Korean next week ఇవన్నీ చేయి అర్థమైందా around the world in eighty days అన్నమాట పద్మిని ఏం చేస్తుంది కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది సార్ ఎలా రమ్మను అలాగే ఏంటి పిలిచారంట ప్రతిరోజు కాలేజ్ నుంచి రాగానే ఎయిర్ హోస్టెస్ లా తయారై వచ్చే కస్టమర్స్ అందరికి ఫ్లవర్స్ అందిస్తూ పన్నీర్ జల్తూ వెల్కమ్ చెప్పాలి అర్థమైందా మీరు ట్రై చేయండి ముద్దొస్తారు చూడు బావా అక్క నా మీద ఎంతో నమ్మకంతో ఆ క్యాషియర్ కమ్ మేనేజర్ సీట్ ఇచ్చెళ్ళింది వాడెవడో వచ్చి దాని కాస్త బలవంతంగా లాక్కొని సెటిల్ అయ్యాడు పోన్లే కదా నూరుకుంటే ఫ్లవర్ ఇవ్వు పన్నీర్ చల్లు హీ అను అని అడ్డమైన పనులని చెప్తున్నాడు నేనెవరితో చెప్పుకోను ప్రపంచంలోని భాషలన్నీ నేర్చుకుని ఆయా దేశాల వంటకాల్ని నన్ను చేయమంటాడు ఎంక్వైరీ చేయిస్తే ఆ భాషలన్నీ నేర్పడానికి ఒక ట్యూషన్ మాస్టర్ కూడా లేడంట అంటే మీ ఇద్దరు ఉద్దేశం నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నానన్నా ఊరేయ్ వాడు ఆఫీస్లో నాకు మొగుల్లా ఉండేవాడు ఆ బాధ తప్పిందనుకుంటే ఇక్కడ రగ్గు మొగుల్లా తగలంటాడు ఇలా బాధపడుతూ భయపడుతూ కూర్చుంటే లాభం లేదు బావా అవునరా నువ్వు వాడి దగ్గర చేసిన పొరపాటుకి వాడు ఏం చేసినా భరించడం నీకు అలవాటైపోయింది అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటావు చక్రం రివర్స్ టిప్ నువ్వు చేస్తున్న సర్వర్ పని వాడి చేత చేయించు పద్దుని కొట్టమన్న పన్నీర్ని వాడి చేత కొట్టించు నన్ను నేర్చుకోమన్న వంటలన్నీ వాడి చేత చేయించు అవును బావా ఆ బాస్ కో డోస్ ఇవ్వు ఇంకా వాడు నాకు బాస్ ఏమిటి రేపటి నుంచి నేనే వాడి బాసుని నేనెవర్ని నువ్వా మైకేల్ జాక్సన్ లేకపోతే ఏంటయ్యా పొద్దున్నే నువ్వు నీ ప్రశ్నలోను నేనెవరిని నా పేరేంటి అని పిచ్చి పిచ్చిగా అడుగుతావేంటి నేను అడిగింది నా కులం ఏమిటి గోత్రం ఏంటని కాదు నా లెవెల్ ఏమిటి middle class level middle class నిన్నావైనా నా ఆర్థిక స్తోమత గురించి అడిగానా ఈ హోటల్లో నా లెవెల్ ఏమిటి level waiter cum cleaner level అది నువ్వు నువ్వు వచ్చాక నువ్వు రాకముందు నా లెవెల్ ఏమిటి నువ్వు ఏంటి సార్ మీరు అనేవాడివి నువ్వు అంటే ఏకవచనంలో దిగావు మరి అదే ఇప్పుడు నా లెవెల్ అంటే అంటే ఇక నుంచి నేను నిన్ను ఒరేయ్ ఎరా అనే నేను పిలుస్తాను నువ్వు మాత్రం నన్ను సార్ అమృతం గారు మీరా బాస్ అని పిలవాలి ఎందుకో ఈ మార్పు ఎందుకేమిట్రా ఈ హోటల్ కి గ్రేట్ ప్రొపరేటర్ నేను నువ్వు ఆఫ్టర్ ఆల్ మేనేజర్ గడిరా అరే ఒరే అని కాదు నాకు కనుక బీపీ వచ్చిందంటే తొక్కడా బొక్కడా అని పిలుస్తాను ఇష్టమైతే పని చేయాలి లేకపోతే పోరా కుక్కలోడా ఓహో తొకడా బొకడా వరకు వచ్చిందనమాట వ్యవహారం అంటే నువ్వు నన్ను ఇక్కడి నుంచి పంపించేసే మొదటి ప్రయత్నం అన్నమాట ఇది చూడమృతం నువ్విలాంటిదేదో చేస్తావని తెలిసే శానిటరీ ఆఫీసర్ని లేబర్ ఆఫీసర్ని లైన్లో పెట్టుంచాను నేనెప్పుడు రిపోర్ట్ చేస్తే వచ్చి నీ హోటల్ని సీజ్ చేసి పడేస్తారు సీజ్ చేసి పడేస్తారు సీజ్ చేస్తారు ముందు రోజు ఐటమ్స్ మర్నాడు కూడా సర్వ్ చేస్తున్నందుకు పని వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇవ్వకుండా బానిసల్లా చూస్తున్నందుకు జీతాలా అసలు నా హోటల్లో ఏ వర్కర్ ఉన్నాడని జీతాలు ఇవ్వండి సార్ ఇప్పుడే కదా అన్నావు నేను నీ కింద పనిచేసే తొకడా మేనేజర్నని నువ్వేదో పెద్ద ప్రొపరైటర్వి అని అంటే నేను మీకు జీతం ఇవ్వట్లేదా ఎవరన్నా చూస్తే నవ్వుతారు సార్ అయినా నేను మీకు జీతం ఇవ్వటం ఏంటండి మీరే బలవంతంగా నా నుంచి పన్నెండు వేలు తీసేసుకున్నారుగా పైగా నేను మీకు జీతం ఇవ్వటం వాళ్ళు కంప్లైంట్ చేస్తారా అంటే నీ దగ్గర మనస్ఫూర్తిగా తీసుకోవటం లేదు బలవంతంగా తీసుకోవాల్సి వస్తుందని కంప్లైంట్ చేస్తాను ఇంత అన్యాయం సొమాలియా బల్గేరియాలో కూడా ఉండదు సార్ మీరెవ్వరికీ కంప్లైంట్ చేయొద్దు మీకు ఉద్యోగం దొరికే వరకు నా హోటల్లోనే శుభ్రంగా ఇదిగో నా వ్యాపారం నాకే అక్కడ ఎవరో పిలుస్తున్నారు వెళ్ళు లాభం లేదు ఏమంటాడు మనల్ని బానిసలుగా చూడడం అతని జన్మ హక్కు అంటాడా కాదు ఆ రాజ సమితి వాళ్ళు వచ్చి ఈ హోటల్కి నేను పప్పు అన్నా ఈడు ఒప్పుకోడు పో బావా నువ్వు మరీ పప్పు సుద్దలా ఉన్నావు నీలాంటి వెన్నెముక వాడిని మా అక్క ఎలా పెళ్లి చేసుకుందో నీ పోటీ మాటలకి నాకు చలిజరం వచ్చేస్తుంది నేను వెళ్ళి సుబ్బారావు ఈ మధ్య హోటల్ ఓనర్లు చాలా తెలివి మీరిపోతున్నారయ్యా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారని ముందే కనిపెట్టి చాలా జాగ్రత్త పడుతున్నారు ఎలా కనిపెడుతున్నారంటావు ఏమో సార్ ఫుడ్ క్వాలిటీ విషయమై పట్టుకున్నాక నేను ఓనర్ని కాదని తప్పించుకున్నాను అందుకే పది మంది కస్టమర్లు వెళ్ళిన తర్వాత మనం కూడా కస్టమర్గా వెళ్ళి ఆ ఓనర్ ఎవరో కనిపెట్టిన తర్వాత పట్టేసుకుందాం ఎలా ఉంది ఐడియా చాలా బాగుంది సార్ అలాగే చేద్దాం ఏంటమ్మా అలా ఉన్నావు ఇప్పుడు నన్ను సర్వ్ కూడా చేయమంటున్నాడు నిన్ను కూడా అన్నాడా చెప్తా వాడి పని బయట శానిటరీ ఇన్స్పెక్టర్ వెయిట్ చేస్తున్నాడు శానిటరీ ఇన్స్పెక్టరా అందుకని ఈ బాస్ గాడిని మన ఓనర్గా క్రియేట్ చేయాలి దెబ్బతో వాడి తిక్క వదిలించేస్తాడు ఓకే హోటల్ చాలా బాగుంది ఈ ఓనర్ ఎవరో అవును సార్ ఈయనెవరో గొప్ప టేస్ట్ ఉన్న వ్యక్తిలా ఉన్నాడు సార్ um, uh, ఏం కావాలి సార్ మీకు రెండు ప్లేట్లు రవ్వ చెప్పండి హోటల్ బాగుంది మీదేనా um, <laughs> అమ్మాయి పద్మ మీరు రండి సార్ రండి రండి ఇలా కూర్చోండి పద్మ కూర్చోండి సార్ <laughs> uh, ఏమిటి సార్ సార్లకి uh, రెండు ప్లేట్ రవ్వ దోశ అర్జెంట్గా అలాగే సార్ చూసావా పని వాళ్ళు ఎంత గౌరవిస్తున్నారు ఓనర్ అంటే ఇలా ఉండాలి ఓనర్ పెట్టు తీసుకోండి ఏమైంది సార్ ఏమిటయ్యా ఇది రవ్వ కాదు రవ్వంత రాయి కాదు బండ కాదు కొండ కాదు అంజి ఏ ఆంజలో ఇట్రా I'm very very sorry sir రవ్వ దోశలో రాయించినందుకు అసలు ఈ పనుల్ని నెత్తి మీద పెట్టుకున్నందుకే ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు ఎస్ ఏంటి సార్ పిలిచారు ఈ రాయి సంగతి ఏంటో తెలుసుకుందామని రంగురాయా ఎంత సార్ ఇది కేజీ నేను అడిగేది వెయిట్ కాదు దీని రేటు రెండు వందల డాలర్లు మీరెవరు సార్ రంగురాళ్ళు అమ్మే తింగరోళ్ళ ఏంటి తింగరోళ్ళు కాదు కంకర్రాళ్ళు ఇది రవ్వ దోశలోకి ఎలా వచ్చింది రవ్వ కూడా రాయే కదా సార్ అందుకని కావాలని వేసావా మీరే కదా సార్ రవ్వ తక్కువ వేసి రాళ్ళు ఏమన్నారు నేను వేయమంటే వేడి అర్థం లేకుండా మాట్లాడతావు కేజీ రవ్వని నెల రోజులు వాడమన్నారుగా ఆయన అలా అన్నాడని నువ్వు కేజీ రాయి వేసావు అన్నమాట అబ్బేబే అది కేజీ ఉండదండి చత్ నోర్మై ఏమయ్యా పెద్ద నీతిమంతుడైన వానాలో పోసుకొట్టావు నువ్వు చేస్తున్న నిర్వాహకం ఇదా ఇదిగో నీకు కావాలంటే ఇంకో దోస్తు తిను అంతేగాని ఎక్కువ మాట్లాడుకు మాట్లాడను స్టేషన్ స్టేషన్కి ఏయ్ నేనెందుకు నడవాలి స్టేషన్కి ఈ అమృత విలాస్కి విషపు అనరు కాబట్టి శానిటరీ ఇన్స్పెక్టర్ కాబట్టి శానిటరీ ఇన్స్పెక్టరా ఈ హోటల్కి నేను ఓనని కాదు చా గుట్టు అవుతుందని నువ్వు ఓనర్ బుక్ అయిస్తున్నావా నువ్వు ఓనరు కాకపోతే ఈ వంటోడా ఓనరు లేకపోతే ఈ లేడీ సర్వర్ ఓనరు ఈమె బావా కాదు ఈడి ఫ్రెండ్ కాసేపు ఆగితే ఈ కప్పులు సాసాలు కూడా ఓనర్లే అంటావు పదా ఏముండవు మా ఓనర్ గారికి అంత కర్మేం పట్టలేదు మా ఓనర్ గారిని ఒక్క మాట తూలేరు జాగ్రత్త నేను మీ ఓనర్ అంటే అంత మాట అంటారు అసలు సీట్ ని మీరు మైసూర్ మహారాజు గారు బంగారు సింహాసనం కంటే ఎక్కువగా చూసుకునేవారు కదా ఏదో చిన్న రాయి అడ్డం వచ్చిందని రాజ్యాన్ని వదిలేస్తారా అయ్యా బాబోయ్ నాకు ఆ సీటు వద్దు ఈ పదవి వద్దు నేను నే కాదు సార్ నన్ను నమ్మండి నేను ఈ హోటల్ కి నే కాదు కావాలంటే అసలు ఓనర్ పిలుస్తాను ఉండండి నీలాంటి వెన్నెముక లేని వాడిని మా అక్క ఎలా పెళ్లి చేసుకుందో సంజు నా జీవితం ఇలా నిస్సారంగా సాగిపోవలసిందేనా ఎవరొచ్చిరు బాబు చేసినా నేను ఎదిరించలేనా నా జీవితం అంతా నిరుత్సాహంతో నిండిపోవాలా నాకింక జయమన్నదే కలగదా అమ్మూ ఎందుకు లేదమ్మూ ఆంజనేయ దండకం చదువుకో శక్తిని నింపుకో నూతనోత్తేజంతో పరుగు పెట్టు వెళ్ళమ్ము వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు వెళ్ళూ హోటల్ ఓనర్ కాదు నన్ను నమ్మండి ఆయన చెప్పడానికి సిగ్గుపడిపోతున్నాడు కానండి ఆయనే మా ఓనర్ అవునండి దేవుడు లాంటి ఓనర్ ఓనర్ జిందాబాద్ ఓనర్ జిందాబాద్ ఆఫీసర్స్ డౌన్ ఆఫీసర్స్ డౌన్ ఒరే అమృతం చెప్పండి బైండ్ గా మూసుకోండి ఈ హోటల్ కి హోల్ అండ్ సోల్ పప్పరేటర్ నేనే ఇప్పుడే తొడగొట్టి మరీ చెప్తున్నాను ఈడు నా హోటల్లో వర్కరు ఇంకెవడైనా వచ్చి ఈ హోటల్కి పప్పులేటని అన్నాడో వాడి పేగుల్ని పానగూలో ముంచి మా పొద్దు మెళ్ళ వేసేస్తాను జాగ్రత్త ఏమిటి ఈ హోటల్ ఓనరు నువ్వా ఏమన్నా డౌటా అలాంటి డౌట్ ఎవరికన్నా వచ్చిందంటే వాడి నాలిక తెగ్గోసి ఉప్పు కారం వంటించేస్తాను కబర్దా ఓహో మీ ఇద్దరి సంగతి నాకు అర్థమైంది వాడు మీలాగే బొద్దుగా ఉన్నాడని బక్కో నన్ను వదిలేసి మీరు వాడు పట్టులోకి వెళ్తారా రే మీరంతా వెళ్ళిపోయినా నా పక్కన నా సంజీవన్ ఉందిరా అది ఏముందో తెలుసా వెళ్ళు వెళ్ళవయ్యా వెళ్ళమన్నానా అని నన్ను దీవించి మరీ పంపించిందిరా సంజు సో ఈ హోటల్కి ఓల్ అండ్ సోల్ ప్రొపరేటర్ నువ్వేనంటావు డంకా బజాయించి మరీ చెప్తున్నాను ఈ హోటల్ కి ప్రొపరేటర్ నేనే మీకు ఏమన్నా డౌట్ ఉంటే బయట బోర్డు మీద పేరే ఉంది అమృత విలాస్ అని ఎరా నా పేరేంట్రా అమృతం అర్థమైందా ఆ అర్థమైంది మరి నడు స్టేషన్ కి స్టేషన్ గా ఎందుకు లేకపోతే నాలుగు వేలు ఫైన్ కట్టాల్సి వస్తుంది ఫైన్ తిక్క కుదిరిందా కలితీ ఫుడ్ పెడుతున్నందుకు జైలు శిక్ష లేదా ఫైన్ సంజు జయు ఎల్లు అన్నావా అపజయ అమృతం బాబా